హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరికి ఈరోజు సర్వసాధారణంగా అవసరమయ్యే ఒక మేజర్ స్కిల్ ఏంటి అంటే లీడర్షిప్ మీరు జాబ్లో ఉండండి బిజినెస్లో ఉండండి పాలిటిక్స్లో ఉండండి ఏదైనా సర్వీస్ ఆర్గనైజేషన్ ఎన్జిఓలో ఉండండి లేదా వాట్ ఎవర్ ఎక్కడ ఉన్నా సరే ప్రతి మనిషికి లీడర్షిప్ అనేది సర్వసాధారణంగా అవసరం అవుతుంది ఈ లీడర్షిప్ స్కిల్స్ మనకి ఎన్ని స్కూల్స్లో నేర్పిస్తున్నారు ఎన్ని కాలేజెస్లో నేర్పిస్తున్నారంటే అబ్సల్యూట్లీ జీరో ఎందుకంటే మనకి సైన్స్ అవసరం మ్యాథ్స్ అవసరం సోషల్ అవసరం ఫిజిక్స్ అవసరం కెమిస్ట్రీ అవసరం ఇంగ్లీష్ అవసరం తెలుగు సాంస్క్రిట్ అన్ని సబ్జెక్టులు GK internet programming language mathematics అన్నీ ఇంపార్టెంటే అట్ ద సేమ్ టైం వీటన్నిటినీ సమన్వయం పరుస్తూ మన లైఫ్ని మనం లీడ్ చేయాలంటే మనకి కాస్త కోస్త లీడర్షిప్ స్కిల్స్ అవసరం అవుతాయి ఎందుకంటే మీరు ఒక ఇంట్లో ఉంటున్నారు ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తాయి ఆ ఇంటికి వచ్చే సమస్యలను సాల్వ్ చేయాలంటే మీకు కాస్త కోస్త లీడర్షిప్ స్కిల్స్ ఉండి తీరాలి మీరు ఒక ఆఫీస్లో ఎంప్లాయ్గా పనిచేస్తున్నారు యాజ్ ఎ టీమ్ ప్లేయర్గా టీమ్ని కోఆర్డినేట్ చేసుకొని అనుకున్న ప్రాజెక్ట్ని కానీ వర్క్ని కానీ ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీకు లీడర్షిప్ స్కిల్స్ అవసరం ఉంటాయి లేదు మీరు బిజినెస్లో ఉన్నారు లీడర్షిప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీకంతా పది మంది అవనివ్వండి వంద మంది అవ్వండి పనిచేసేటప్పుడు వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేస్తూ ఇంకో పక్కన బిజినెస్ని క్లయింట్స్ని తీసుకొచ్చేటప్పుడు కూడా లీడర్షిప్ స్కిల్స్ అవసరం అవుతాయి అలాగే పొలిటీషియన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఈరోజు నాయకుడు అంటేనే లీడర్ డైరెక్ట్గా పొలిటీషియన్ రాజకీయ నాయకుడు వేరే మాట బట్ యాజ్ ఎ పొలిటీషియన్గా మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా సరే ఖచ్చితంగా లీడర్షిప్ స్కిల్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు చూస్తున్నాం కదా లీడర్స్ ఎలా ఉన్నారు ఎవరికి విజన్ ఉంటుంది లేదా ఎవరు బాగా మాట్లాడగలుగుతారు వాళ్ళు అనుకున్న నియోజకవర్గంలో కానీ పార్టీల్లో కానీ చిన్న చిన్న కాలనీల్లో కానీ ఈవెన్ ప్రెసిడెంట్గా పార్టిసిపేట్ చేసే గ్రామాల్లో కూడా ఎంతో కొంత లీడర్షిప్ స్కిల్స్ ఉంటే తప్ప వాళ్ళు వాళ్ళు అనుకున్న పొజిషన్ ముందుకు తీసుకువెళ్ళారు ఇటువంటి సిచ్యువేషన్లో మీకు లీడర్షిప్ అవసరం లేదండి నా జీవితానికి నాకు ఇది ఎక్కడ ఉపయోగం లేదు అనుకోవడానికి క్వశ్చనే లేదు మైట్ బి మ్యాథ్స్ మీకు ప్రతి చోట అవసరం ఉండకపోవచ్చు కెమిస్ట్రీ మీకు ప్రతి చోట అవసరం ఉండకపోవచ్చు ఇంగ్లీష్ మీకు ప్రతి చోట అవసరం ఉండకపోవచ్చు కానీ లీడర్షిప్ లేకుండా మీ లైఫ్ లీడ్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో అయితే మరి ఇటువంటి లీడర్షిప్ స్కిల్స్ని మనం ఎక్కడ నేర్చుకుంటాం ఎలా వస్తాయి ఇటువంటివి నేర్చుకోవడానికి ఏదైనా ఆర్గనైజేషన్ కానీ ఇన్స్టిట్యూట్ కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఉన్నాయా అన్న డౌటు చాలామందికి ఉంది ఎస్పెషల్లీ పర్టికులర్గా మీకు లీడర్షిప్ ప్రోగ్రామ్స్ నేర్పించే ఆర్గనైజేషన్స్ మార్కెట్లో లేవు ఓపెన్గా చెప్పాలండి ఎవరో అడపా దడపా మోటివేషన్ కోచెస్ వీళ్ళు చిన్న చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తారు తప్పించి ఫుల్ లెంత్లో ఒక లీడర్షిప్ లీడర్స్ని తయారు చేసే ఆర్గనైజేషన్ పెద్దగా లేదు కానీ ఈరోజు చూడండి మనకి ఇండియాకి కంట్రీకి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు చీఫ్ మినిస్టర్ ఉంటాడు ఎంపీలు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు ప్రెసిడెంట్లు ఉంటారు నియోజకవర్గాలు అవి ఇవి చాలా గందరగోళం ఉంటుంది అయితే వీళ్ళందరికీ ఒక హైరాకి అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కింద ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కింద ఎమ్మెల్యేలు ఎంపీలు చీఫ్ మినిస్టర్సు కార్యకర్తలు నియోజకవర్గాలు ఇవన్నీ ఎలా ఉంటాయి ఈ ఎలక్షన్స్ని ఎలా కండక్ట్ చేసుకోవాలి ఒక లీడర్ని ఎలా మనం ఎన్నుకోవాలి ఒక బిల్ ప్రపోజ్ చేసేటప్పుడు ఆ బిల్ని ఎలా మనం పెట్టాలి దానికి ఓటింగ్ని ఎలా కండక్ట్ చేయాలి ఇటువంటి ఇటువంటి హైరార్కి మనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఇటువంటి హైరార్కి వరల్డ్ వైడ్ ఎక్కడ చూసుకున్నా ప్రెసిడెంట్ అయితే ఎలక్షన్స్ అవుతాయి ప్రైమ్ మినిస్టర్ అయితే ఎలక్షన్స్ అవుతాయి ఎంపీలకి ఎలక్షన్స్ అవుతాయి ఎమ్మెల్యేలకి ఎలక్షన్స్ అవుతాయి ఈ ఎలక్షన్ ప్రొసీజర్ ఏంటి ఈ డెమోక్రసీలో మనం అనుకున్న వ్యక్తిని మనం ఓటేసి ఎన్నుకోవడానికి ఈ ప్రాసెస్ని సిస్టమ్ని ఎవరు డిజైన్ చేశారు ఇది ఇలాగే ఎందుకు నడుస్తుంది ఎన్నాళ్ళైనా సరే ఎప్పుడైనా ఆలోచించారా చాలామంది అనుకోవచ్చు మనకి బ్రిటిష్ నుంచి ఈ కల్చర్ వచ్చిందండి but absolutely wrong absolutely wrong nineteen hundred సెంచరీలో యుఎస్లో హెన్రీ గ్రీషన్బర్గ్ అని ఒక పర్సన్ ఉండేవాడు అతనికి ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ తను తన బిజినెస్ సేల్స్ కోసం రోజు మార్కెట్లో తిరుగుతూ ఉండేవాడు అతనికి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది మనం విడివిడిగా ప్రతి సేల్స్ పర్సన్ని టచ్ చేసే బదులు బిజినెస్ పీపుల్ అందరినీ ఒక గ్రూప్ కింద ఫామ్ చేసుకొని రెగ్యులర్గా మనం బిజినెస్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మనం బిజినెస్ చేయడం ఇంకా సులభం అవుతుంది కదా అని ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వయసులో రిమైనింగ్ బిజినెస్ పీపుల్ అందరినీ కలుపుకొని ఒక చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు దాని పేరు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సింపుల్గా జేసీఐ అంటారు మీలో చాలామంది నా అపాయింట్మెంట్లో కానీ కన్సల్టేషన్స్లో కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కానీ నన్ను చాలా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ సార్ ఇన్ని గంటలు నిలబడి ఎలా ట్రైన్ చేయగలుగుతున్నారు ఇన్ని ఇంటర్వ్యూస్లో వీడియోస్లో పది నిమిషాలు ఇరవై నిమిషాలు గ్యాప్ లేకుండా ఎలా మాట్లాడుతున్నారు ఈ కోరాలో ఆర్టికల్స్ రాసేటప్పుడు ఇంత ఎఫెక్టివ్గా ఒక ఆన్సర్ని ఎందుకు ఎలాబరేట్ చేయగలుగుతున్నారు మీ విజన్ ఏంటి ఇదంతా మీరు ఎక్కడ నేర్చుకున్నారు అబ్సల్యూట్లీ ఇదేమి నాకు ఇన్బిల్ట్ స్కిల్ కాదు పుట్టుకతోనే ఏ స్కిల్స్ రావు టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో మీ అందరిలాగే నేను కూడా చాలా ఇంట్రవర్ట్గా ఉండేవాడిని ఎవరితో పెద్దగా మాట్లాడేవాడిని కదా అవసరం ఉంటే తప్ప స్టేజ్ ఫేర్ కానీ మైక్ పట్టుకోవడం నలుగురిలో మాట్లాడడం ఇవేవి నిజంగా రావు నేను వాయిస్ కూడా పెగిలేదు కాదు స్టేజ్ మీద నిలబడి మాట్లాడాలంటే బట్ ఇలాగే నేను ఒక చోట ఈ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ గురించి తెలుసుకొని వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మీరు ఎదగాలి అంటే మైట్ బి మీరు ఒక ఉమెన్ అయి ఉండొచ్చు మీరు ఒక హోమ్ మేకర్ అయి ఉండొచ్చు మీరు ఒక ఉమెన్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు మీరు ఒక ఉమెన్ ఆంటర్ప్రినర్ అయి ఉండొచ్చు మీరు ఒక స్టూడెంట్ అయి ఉండొచ్చు మీరు ఒక లీడర్ అయి ఉండొచ్చు మీరు ఒక పాలిటీషియన్ అయి ఉండొచ్చు మీరు ఒక ఎంప్లాయ్ ఉండొచ్చు మీరు ఒక ఆంటర్ప్రినర్ అయి ఉండొచ్చు మీరు ఒక రిటైర్డ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు you might be a lecturer or మీరు ఖాళీగా ఉన్నారు చదువుకుంటున్నారు ఇంకా ఫ్యూచర్లో ఏదో చేద్దాం అనుకుంటున్నారు ఏ పర్సన్ అయినా సరే ఈ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్లోకి రావచ్చు మెంబర్గా అసలు what is junior chamber international దీన్ని జేసీఐ అని ఎందుకు అంటారు వరల్డ్ వైడ్గా దీనికి ఉన్న ఐడెంటిటీ ఏంటి ఇది మీకు ఏ రకంగా పనికొస్తుంది అన్న ఇంట్రడక్షన్ చెప్పడానికి ఇంత టైం పట్టింది ఇప్పుడు ఆర్గనైజేషన్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం యూజువల్గా మనిషి అనేవాడు సమాజానికి ఏదో రకంగా పనికిరా పనికి రావాలి మనం చాలా మూవీస్ చూసాం కదా శ్రీమంతుడని ఠాగూర్ అని చిరంజీవి బాలకృష్ణ రజనీకాంత్ ఎన్నో మూవీస్లో హీరోలు ఏం చేస్తుంటారు సొసైటీకి ఏదో కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు హీరోల మాట పక్కన పెట్టండి ఇవాళ మల్టీనేషనల్ కంపెనీస్ ఎంఎన్సీస్ అన్నీ కూడా five percent ten percent corporate social responsibility కింద విలేజెస్ని అడాప్ట్ చేసుకోవడం ఎడ్యుకేషన్ ఇవ్వడం మెడిసిన్ ఇవ్వడం సొసైటీకి ఏదో రకంగా పనిచేయడానికి తిరిగి సొసైటీకి కంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే ఏదో ఒక రూపంలో తిరిగి సొసైటీని ఎంపవర్ చేస్తున్నారు ఇది ఈరోజు ఎంఎన్సీలు సిఎస్ఆర్ అనే పేరుతో చేస్తున్నాయి బట్ ఇందాక మీకు చెప్పినట్టు హెన్రీ క్రిషన్బర్గ్ అనే పర్సన్ నైన్టీన్ హండ్రెడ్ సెంచరీలోన ఈ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి సొసైటీ ఏదో రకంగా మనిషికి ఉపయోగపడుతుంది మీరు అమెరికాలో ఉన్న అండమాన్లో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న ఆఫ్రికాలో ఉన్న మీకు ఉండాల్సిన రిసోర్సెస్ మీకు ఉంటాయి మీకు ఉండాల్సిన రిసోర్సెస్ మీకు ఉంటాయి వాటిని మీరు సొసైటీ నుంచి తీసుకుంటున్నప్పుడు తిరిగి ఏదో రకంగా మనం ఇవ్వాలి కదా అనే కాన్సెప్ట్ తోటి ఈ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు జూనియర్ ఛాంబర్ అంటే ఇందులో ఫార్టీ ఇయర్స్ లోపు అందరూ కూడా మెంబర్స్గా ఉండొచ్చు ఫార్టీ ఇయర్స్ లోపు ఇందులో టూ థింగ్స్ ఉంటాయి ఒకటి లీడర్షిప్ ల్యాడర్ రెండోది ట్రైనింగ్ ల్యాడర్ లీడర్షిప్ అంటే ఈ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఈరోజు వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ మనకి యునెస్కో ఐడెంటిఫై చేసిన వన్ నైంటీ టూ కంట్రీస్ అయితే వన్ థర్టీ కంట్రీస్లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ప్రజెన్స్ ఉంది and it started more than hundred years before nineteen hundred ఫిఫ్టీన్లో స్టార్ట్ చేస్తే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ చేశారు అంత పెద్ద ఆర్గనైజేషన్ వరల్డ్లో వన్ ట్వంటీ వన్ థర్టీ కంట్రీస్లో ఈ జేసీఏ ప్రజెన్స్ ఉంది ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మీకు జేసీఏ ఆర్గనైజేషన్ కనిపిస్తుంది అయితే మార్కెట్లో చాలామందికి దీని గురించి ఇంకా తెలియదు ఆ తెలియడం కోసమే ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ మీకు ఏ రకంగా పనికొస్తుంది మీకు ఇందాక చెప్పాను కదా మనకి ఇందులో లీడర్షిప్ ట్రైనింగ్ అని రెండు రెండు ల్యాడర్స్ ఉంటాయి లీడర్షిప్ ఏంటి అంటే ఈ ఇయర్ మీరు హైదరాబాద్లో ఉన్నారు బెంగళూరులో ఉన్నారు విశాఖపట్నంలో ఉన్నారు ఒంగోలులో ఉన్నారు నెల్లూరులో ఉన్నారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఊర్లో ఉంటాం కదా మీ ఊర్లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఉందా లేదా ఫస్ట్ అది కనుక్కోండి ఒకవేళ ఉంటే ఒక మీటింగ్ అటెండ్ అయ్యి చూడండి అసలు వాళ్ళు ఎలా పనిచేస్తారు వాళ్ళు సొసైటీకి ఏమిస్తారన్న విషయాలు తెలుస్తాయి అయితే ఈ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్లో మీరెందుకు వెళ్ళాలి మీరు ఎందుకు మెంబర్షిప్ తీసుకోవాలి మీకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి ముందు అవి మాట్లాడతాం జనరల్గా మీకే మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం అన్న పద్ధతి ఉంటుంది కదా మనం ఎక్కడికైనా వెళ్ళామంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది మనకేమొస్తుందని మనకేమొస్తుందని ఆలోచిస్తే తర్వాత మనం ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడతాం అయితే ఈ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్కి వెళ్తే మీకేమొస్తుంది ఆ పాయింట్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం మీ ఊర్లో కనుక జూనియర్ చామర్ ఇంటర్నేషనల్ అంటే వెళ్ళి ఒక యాన్యువల్ మెంబర్షిప్ మూడు వేలు ఐదు వేలు పదివేలు ఎంతో కట్టి ఏదో ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వండి ఈ ఇయర్ మీరు జాయిన్ అయితే మీరు ఒక మెంబర్గా కన్సిడర్ చేయబడతారు నెక్స్ట్ ఇయర్ ఒక లోకల్ ఆర్గనైజేషన్ అంటే జేసే విశాఖపట్నం అనో జేసే హైదరాబాద్ అనో జేసే ఒంగోలు అనో ప్రతి లోకల్ ఆర్గనైజేషన్కి ఒక పేరు ఉంటుంది అంటే ఆ గ్రూప్ని ఆ చాప్టర్ని లోకల్ ఆర్గనైజేషన్ అంటారు దీన్ని ఎక్కువగా చాప్టర్ అని చెప్తూ ఉంటారు ఎందుకంటే మనకి టెక్స్ట్ బుక్లో చాప్టర్ అంటే ఏంటి ప్రతిసారి నేర్చుకునే సిలబస్ జేసీఐలో కూడా ప్రతిసారి కొత్తగా నేర్చుకునే ఉంటాయి అందుకే మోస్ట్లీ గ్రూప్స్ అన్నారు వీటిని చాప్టర్ అంటారు మీ లోకల్ చాప్టర్ని ఒక లోకల్ ఆర్గనైజేషన్ అనొచ్చు ఈ లోకల్ ఆర్గనైజేషన్లో మీరు నేర్చుకోవడానికి ఏ అంశాలు ఉంటాయి ఫస్ట్ మీరు మెంబర్గా కన్సిడర్ చేయబడతారు వన్ ఇయర్ మెంబర్గా ఉన్న తర్వాత నెక్స్ట్ ఇయర్ మీ గ్రూప్ రన్ అవ్వాలి మీ లోకల్ ఆర్గనైజేషన్ అవ్వాలంటే మీకు ఒక ప్రెసిడెంట్ ఒక సెక్రటరీ ఒక నెక్స్ట్ ఇయర్ మీ గ్రూప్ రన్ అవ్వాలంటే మీకు ఒక ప్రెసిడెంట్ మీకు ఒక సెక్రటరీ మీకు ఒక ట్రెజరర్ అవసరం అవుతారు మీకు కొంతమంది వైస్ ప్రెసిడెంట్స్ అవసరం అవుతారు కొంతమంది డైరెక్టర్స్ అవసరం అవుతారు దీన్ని లాంగ్ గవర్నింగ్ బోర్డ్ అంటారు ఎల్ఓ గవర్నింగ్ బోర్డ్ అంటే ఆ లోకల్ ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే ఒక ఐదుగురు పది మంది నిత్యం ఆ వన్ ఇయర్ పనిచేయాలి నెక్స్ట్ ఇయర్ మీరు ఆ ఎల్జీబీలో ఒక రోల్ తీసుకోవచ్చు తర్వాత ఇయర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ లోకల్ ఆర్గనైజేషన్కి మీరు ప్రెసిడెంట్గా పనిచేయచ్చు ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి సిటీ నుంచి స్టేట్ అంటే జోన్ అంటారు జోన్కి డైరెక్టర్గా పనిచేయచ్చు లేదా తర్వాత జోన్ వైస్ ప్రెసిడెంట్ అవ్వచ్చు తర్వాత జోన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు ఒక సి ఒక స్టేట్కి ఒక జోన్కి ఒక ప్రెసిడెంట్ ఉంటారు ఒక ఆరుగురు ఏడుగురు వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు పది మంది డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళ కింద ఈ లోకల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయంటే అంటే ఒక స్టేట్ అంతటికి మీరు ప్రెసిడెంట్ అవుతారు ఓకే స్టేట్ ప్రెసిడెంట్ కూడా చేస్తారు తర్వాత నేషనల్ బాడీకి డైరెక్టర్ అవ్వచ్చు నేషనల్ బాడీకి వైస్ ప్రెసిడెంట్ అవ్వచ్చు నేషనల్ బాడీకి ప్రెసిడెంట్ అవ్వచ్చు ఒక ఇండియా జేసీఐ చూసుకుంటే జేసీఐ ఇండియా ఇయర్ ఒక ప్రెసిడెంట్ ఉంటారు అతని కింద ఒక ఆరుగురు ఏడుగురు వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్స్ వాళ్ళ కింద ఒక పది మంది నేషనల్ డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళ కింద ఈ స్టేట్స్ సిటీస్ లాంగ్స్ ఇవన్నీ ఉంటాయి ఇలాగ నేషనల్ ప్రెసిడెంట్ అది కూడా చేశారు మీకు ఇంటర్నేషనల్ ఇష్టం ఉంది ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అవ్వచ్చు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా అవ్వచ్చు ఎవ్రీ ఇయర్ జేసీఐ వరల్డ్ ఆర్గనైజేషన్కి ఒక ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఉంటారు అంటే ప్రపంచం మొత్తానికి ఒక ప్రెసిడెంట్ ఉంటారు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క వైస్ ప్రెసిడెంట్ ఉంటారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్స్ వాళ్ళ కింద ఈ నేషనల్ ప్రెసిడెంట్స్ ఉంటారు ఇది ఒక హైరార్కి అంటే మీరు లీడర్షిప్గా ఒక మెంబర్ నుంచి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయ్యే వరకు మీకు చాలా అవకాశాలు ఉంటాయి అంటే చూడండి ఒక మనిషి ప్రతిరోజు ఐదుగురితో పది మందితో తిరిగితే అక్కడే ఉంటాడు ఆ విషయాలే తెలుస్తూ ఉంటాయి తనకు తెలిసిందే ప్రపంచం అనుకుంటాడు బావిలో కప్పలు అంటారు చూసారా బావిలో కప్పలని సామెత మనకి ఎందుకు ఉంటుంది తను చూసిన గోడని తన చుట్టూ ఉన్న నేలనే ఒక కప్ప ప్రపంచం అనుకుంటుంది కానీ బావి నుంచి బయటపడితే ప్రపంచం ఏంటో తెలుస్తుంది అలాగే మీరు కూడా ఎప్పుడూ మీ పక్క నుండి ఐదుగురు పది మందితో కాకుండా కొత్త వాళ్ళని కలవాలనుకున్నా కొత్త విషయాలు నేర్చుకోవాలనుకున్నా ఇటువంటి జేసీ ఆర్గనైజేషన్ మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు లీడర్షిప్లో ఎదగాలి అంటే ఇయర్ మీరు మెంబర్గా అయ్యారు నెక్స్ట్ ఇయర్ మీరు ప్రెసిడెంట్ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా ఇంకో కాంపిటీషన్ ఎవరో ఒకరు ఉంటారు మీ లాంగ్లో అతన్ని బీట్ చేసి మీరు ప్రెసిడెంట్ అవ్వాలి తర్వాత జోన్ వైజ్గా కూడా చాలామంది జోన్ ప్రెసిడెంట్స్ అవ్వడానికి నామినేషన్స్ వేస్తారు వాళ్ళని బీట్ చేసి మీరు జోన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు అలాగే ప్రతి స్టేట్ నుంచి ప్రతి ఎల్ఓ నుంచి నేషనల్ ప్రెసిడెంట్ కూడా చాలామంది ఎలక్షన్కి నామినేషన్స్ వేస్తారు వాటిని కూడా బీట్అవుట్ చేసి మీరు నేషనల్ ప్రెసిడెంట్ అవ్వచ్చు అలాగే ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయినా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినా అంటే చూడండి ఒక సాధారణ పర్సన్ నుంచి మీరు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగొచ్చు ఎదగాలి అంటే మీకు ఎన్నో విషయాలు తెలియాలి అవన్నీ కూడా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం జేసీఐలో తెలుసుకోవచ్చు అయితే మీరు ఉన్న స్థాయి నుంచి ప్రతిసారి ఎదగాలి అనుకుంటే ఈ జేసీఐలో లీడర్షిప్ అనే ల్యాడర్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీరు నిజంగా జేసీఐలో ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కనుక ఈ డిఫరెంట్ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ కనుక టేకప్ చేస్తే బయటకు వచ్చి ఈజీగా మీరు ఒక లోకల్ ఎమ్మెల్యేగానో ఎంపీగానో కంటెస్ట్ చేయొచ్చు కనీసం ఎందుకంటే అక్కడ తెలియని విషయాలు కూడా చాలా మటుకు జేసీఐలో నేర్పిస్తారు సో చేసి అంత చక్కగా మీ లీడర్షిప్ కెరీర్కి ఉపయోగపడుతుంది మీలో ఎవరైనా సరే ఇందులోకి రావచ్చు జేసీఐకి వీళ్ళే రావాలి వీళ్ళు రాకూడదు అన్న కండిషన్ లేదు అయితే జూనియర్ ఛాంబర్ అన్నా చూసారా అంటే ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ లీడర్షిప్ ల్యాడర్లో ఎదగలరు అంటే మీరు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవ్వాలన్నా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలన్నా నేషనల్ ప్రెసిడెంట్ అవ్వాలన్నా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అవ్వనివ్వండి నేషనల్ డైరెక్టర్ అవ్వనివ్వండి zone president zone vice presidents zone directors even local organisation president అవ్వాలన్నా సరే బిలో ఫార్టీ ఇయర్స్ లోపు మాత్రమే ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత మీరు కేవలం మెంబర్గా ఉంటారు మీరు లీడర్షిప్ రోల్కి పనికి రారు ఫార్టీ ఇయర్స్ లోపు మెంబర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయ్యే స్థాయి వరకు ఎదగొచ్చు ఫార్టీ ఇయర్స్ దాటిపోతే మీరు జస్ట్ మెంబర్గా ఉంటారు తప్ప మీకు లీడర్షిప్ రోల్స్ ఇందులో అసైన్ చేయరు అందుకే దాన్ని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అన్నారు అంటే junior in the sense forty years లోపు ఉండే వాళ్ళు మాత్రమే లీడర్స్గా తయారవుతారు మీరు సిక్స్టీ ఇయర్స్కి ఏం నేర్చుకుంటారు నేర్చుకునేది ఏదో ఎర్లీ స్టేజ్లో నేర్చుకోవాలి అందుకే ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా లీడర్స్ అవ్వడానికి ఇందులో అవకాశం ఉంది మీరు మె మెన్ అవ్వచ్చు ఉమెన్ అవ్వచ్చు స్టూడెంట్ అవ్వచ్చు చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు చదువు లేని వాళ్ళు అవ్వచ్చు హోమ్ మేకర్స్ అవ్వచ్చు ఎవరికైనా సరే లీడర్షిప్ ల్యాడర్లో ఎలిజిబిలిటీ ఉంది రెండవది ట్రైనింగ్ ల్యాడర్ మీరు అంటారు కదా సుధీర్ ఎందుకు ఇంత చక్కగా ట్రైన్ చేయగలవు టూ అవర్స్ త్రీ అవర్స్ కాదు నేను two days three days training programme కూడా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు నిలబడి ట్రైన్ చేయగలను ఒక పల్లెటూరులో చర్చిల్లో చెట్ల కింద కూడా మేము బిజినెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసాం ప్రతిసారి హోటల్ ప్రాజెక్టర్ ఏసీ రూమ్ కూడా అవసరం లేదు మాకు పది మంది జనాభా పదిహేను మంది జనాభా ఉంటే సరిపోద్ది ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడానికి తప్ప ఇవి ఏవి మ్యాండేటరీ కాదు ఎలా చేయాలి మాకు ఈ జేసీ ఆర్గనైజేషన్లో మంచి మంచి ట్రైనర్స్ ఉన్నారు అయితే మా one of the super trainer ఇప్పుడు చెప్పిన ఒక మాట ఏంటంటే సుధీర్ నువ్వు ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ప్రతిసారి నీకు హోటల్ ఏసీ రూమ్ అవసరం ఉండదు ఒక్కొక్కసారి చెట్టు కింద నిలబడి బ్లాక్ బోర్డు మీద కూడా ట్రైన్ చేయడం రావాలి ట్రైనర్ అంటే హోటల్లో కూర్చొని ఒక ప్రాజెక్ట్ వేసి చేతిలో స్లైడర్ పెట్టి టప్ టప్ టప్ అని చదివేసి నాలుగు స్లైడ్లు ఫినిష్ చేసేసి ఓ డాక్యుమెంట్ వాళ్ళ మొహాన్ని పడిస్తే ట్రైనర్ కాదు you have to transform them training అంటే మీరు అనుకున్న సబ్జెక్ట్ని ఎదుటి వాళ్ళకి కన్వే చేయడం ఎక్స్ప్లెయిన్ చేయడం బొమ్మేసి సినిమా చూపించడం కాదండి ట్రైనింగ్ అంటే you have to transform them అంటే వాళ్ళని మీ స్థాయికి తీసుకురావాలి వాళ్ళ ఆలోచన స్థాయిని పెంచాలి బయటకు వెళ్ళి వాళ్ళంతా వాళ్ళు ఇండివిజువల్గా ఏ పనైనా చేసుకునే విధంగా ట్రైనింగ్స్ని డిజైన్ చేయాలి అది ఒక ట్రైనర్ తాలూకా రెస్పాన్సిబిలిటీ అయితే మీరు జేసీఐలో ట్రైనర్ అవుదాం అనుకుంటే లేదు వరల్డ్ వైడ్గా ఎక్కడ ట్రైనర్ అవుదామన్నా జేసీఐని మించిన ఆర్గనైజేషన్ లేదు యూ బిలీవ్ దట్ ఇందాక మీకు చెప్పాను చూసారా మనకి ఎవ్రీ ఇయర్ ఎలక్షన్స్ అయినప్పుడు రాజ్యసభ లోక్సభ ఎంపీస్ ఉంటారు ఎందుకంటే మన ఇండియాలో ఏ బిల్స్ ప్రపోజ్ చేయాలన్నా వీళ్ళు రెండు క్యాబినెట్ల దగ్గరే వర్కౌట్ చేసుకోవాలి ఈ రెండు క్యాబినెట్లో ఒక బిల్ ఎలా ప్రపోజ్ చేసుకోవాలి ఓటింగ్ ప్రొసీజర్ ఏంటి జీవోస్ ఎలా పాస్ చేసుకోవాలి మెంబర్స్ని ఎలా కన్విన్స్ చేసుకోవాలి వీళ్ళందరికీ అసలు MP roles and responsibilities constituency వైజ్గా ఇండియన్ డెమోక్రసీ వైజ్గా ఏంటి అన్న విషయాన్ని ఒక జేసీఏ ట్రైనర్ ట్రైన్ చేస్తాడు ఎంపీలందరినీ కూడా ఒక జేసీఏ నుంచి సర్టిఫైడ్ అయిన ట్రైనర్ మాత్రమే ఎంపీలందరినీ మన ఇండియాలో ట్రైన్ చేస్తాడు అంత పెద్ద ఆర్గనైజేషన్ అంటే చూడండి మన లీడర్స్ని ట్రైన్ చేసే ఆర్గనైజేషన్ చేసే ఈ ట్రైనింగ్ ల్యాడర్లో మీరు మంచి ట్రైనర్ అవ్వాలంటే కనీసం ఐదు ఐదారేళ్ళు పడుతుంది ఎందుకంటే ఇవాళ మార్కెట్లో చాలామంది మేధావులు ఉన్నారు శుక్రవారం పొద్దున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి ఆదివారం సాయంత్రానికి సర్టిఫికెట్ ఇచ్చేస్తారు మీకు ఆ ట్రైనరు మీరు ఈ ట్రైనరు మీరు ఈ ట్రైనర్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు ఆ సర్టిఫికెట్ ఎక్కడా పనికిరాలి మన ఇంజనీరింగ్ ఎంబీఏ సర్టిఫికేట్లో ఎక్కడ పనికి రావట్లేదు ఈవెన్ జేసీఏ సర్టిఫికేట్ అయినా పనికి వస్తుంది అనేది కాదు నేను ఇక్కడ చెప్పేది కానీ జేసీఏలో ట్రైనర్ అవ్వాలంటే మీకు ఐదేళ్ళు టైం పడుతుంది అంటే శుక్రవారం పొద్దున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి శనివారం సాయంత్రం సర్టిఫికేట్ ఇచ్చేసి నువ్వు ట్రైనర్ అయిపోయావు అని జనాల మీదకు వదవరు ఇక్కడ ట్రైనింగ్లో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఎగ్జామ్ పాస్ అవుతూ వాటి మీద అసైన్మెంట్స్ ఫినిష్ చేసి నెక్స్ట్ ఇయర్ సబ్మిట్ చేస్తేనే మీరు ఇంటర్నేషనల్ ట్రైనర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప ఒక మూడు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఎక్కడా కూడా మీరు జేసీఏలో ట్రైనర్ అవ్వలేరు ఇందాక మీరు చెప్పాను చూసారా ఫస్ట్ ఇయర్ మీరు జాయిన్ అయ్యారనుకోండి జేసీఏలో మెంబర్గా ఆ ఇయర్ మీకు రెండు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఒకటి effective public speaking and CAPP chairmanship and parliamentary procedures అని రెండు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవుతాయి ఇవి ఒక one month two month one ఇయర్లో ఎప్పుడైనా చేయొచ్చు మీ లోకల్ ఆర్గనైజేషన్ వాటిని కండక్ట్ చేస్తుంది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే మీరు ఎఫెక్టివ్గా క్రౌడ్తో ఎలా మాట్లాడాలి ఎఫెక్టివ్గా మీ స్పీచ్ ఎలా ఉండాలి నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఎలా మాట్లాడాలి కొంతమంది సినిమా హీరోలు కానీ డైరెక్టర్లు కానీ సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్ కానీ మాట్లాడితే అలా వినాలనిపిస్తుంది ఎందుకు they use this effective public speaking కొందరు మైక్ పట్టుకుంటే ఇది ఎప్పుడు ఆపుతాడరా బాబు అని చప్పట్లు కొట్టేసి వాటిని తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్ చేయాలనిపిస్తుంది అలా ఉంటాయి కొందరు స్పీచ్లు ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఎఫెక్టివ్గా ఎదుటివాడిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఎలా మాట్లాడాలి అన్న విషయం ఫస్ట్ ఇయర్ మీకు ఈపీఎస్ e అని ఒక ట్రైనింగ్ అవుతుంది తర్వాత సిఏపిపి అని ఒక ట్రైనింగ్ అవుతుంది ఈ రెండు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ ఇయర్లో మీరు అటెండ్ అయితే ఫస్ట్ ఇయర్ ఈ రెండు అటెండ్ అయ్యి మీరు ఒక సర్టిఫికెట్ వస్తే నెక్స్ట్ ఇయర్ మీకు స్పీచ్ క్రాఫ్ట్ అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవుతుంది జేసీఏలో అంటే చూడండి ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత రెండో ఇయర్లో మాత్రమే మీరు చేయగలరు ఫస్ట్ ఇది ఈ రెండు చేసేసి వెంటనే స్పీచ్ క్రాఫ్ట్ అటెండ్ అవ్వడానికి మీకు పాసిబిలిటీ లేదు ఎందుకంటే మీరు జేసీఏలో మెంబర్షిప్ తీసుకున్నారంటే మీకు ఒక మెంబర్షిప్ ఐడి ఉంటుంది దట్ ఐడి వ్యాలిడ్స్ ఎవ్రీథింగ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ రిమైనింగ్ డీటెయిల్స్ అడ్రస్ ప్రతిదీ కూడా ఎవ్రీ రెన్యూ అయ్యేటప్పుడు ఐడి ఎంటర్ చేస్తే డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సో ఇయర్ మీరు ఈపీఎస్ క్యాప్ అటెండ్ అయ్యి వెంటనే స్పీచ్ క్రాఫ్ట్ చేసేస్తానంటే అసలు పోర్టల్ మీకు యాక్సెస్ చేయదు రిజిస్టర్ చేసేటప్పుడు it is an automatic system it's an international software so second year మాత్రమే మీరు స్పీచ్ క్రాఫ్ట్ అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అటెండ్ అవుతారు ఈ స్పీచ్ క్రాఫ్ట్లో ఏముంటుంది స్పీచ్ క్రాఫ్ట్ మీ స్పీచ్ని స్టేజ్ మీద ఎంత చక్కగా ఉపయోగించాలి మీ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి మీ అటైర్ ఎలా ఉండాలి మీ హ్యాండ్ గెస్చర్స్ ఎలా ఉండాలి మీ ఐసైట్ ఆడియన్స్ని గెస్ట్ చేసేటప్పుడు ఎలా ఉండాలి మీ వోకల్స్ ఎలా ఉండాలి ఉమెన్ అయితే ఎటువంటి డ్రెస్ వేసుకుంటే మంచి ట్రైనర్గా కనిపిస్తారు మెన్ ఎటువంటి డ్రెస్ వేసుకుంటే మంచి ట్రైనర్గా కనిపిస్తారు కంప్లీట్గా స్పీచ్ సెషన్ ముందు గొంతులోంచి మాట బయటకు ఎలా రావాలి అది ఎంత ఎఫెక్టివ్గా రావాలి డిఫరెంట్ డిఫరెంట్ సెషన్స్ ఏంటి అనేది ఫోర్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవుతుంది స్పీచ్ క్రాఫ్ట్ ఫోర్ డేస్ ఇది కూడా ఎలా ఉంటుంది అనుకున్నారు మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ టెన్ థర్టీ వరకు ఏదో మన స్కూల్ ప్రోగ్రామ్ లాగా ఎయిట్ అవర్స్ ఉండదు లిమిటెడ్ టు థర్టీ మెంబర్స్ ముప్పై మందికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఒక జోన్ నుంచి ఈ ముప్పై మంది ఎవరు ఫస్ట్ ఫిల్ చేసుకుంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఏదో ఒక లొకేషన్లో ఒక ఫోర్ డేస్ హోటల్లోని ఈ speech craft training programme conduct చేస్తారు చేసేటప్పుడు మీకు డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్ ఉంటాయి మీరు కూడా పైలట్ ఒక విషయం చెప్పిన తర్వాత దాన్ని మీరు ప్రాక్టికల్గా స్టేజ్ మీద చేసి చూపించాలి దానికి మార్క్స్ ఉంటాయి ప్రతిదీ పక్కాగా వ్యాలిడ్ చేస్తారు చేసిన తర్వాత ఈ స్పీచ్ క్రాఫ్ట్ ముప్పై మంది వచ్చారనుకోండి అందులో పద్దెనిమిది మందినో ఇరవై మందినో పాస్ చేసి పది మందిని ఫెయిల్ చేస్తారు ఎవరు బెస్ట్ ట్వంటీలో ఉన్నారో ఆ ట్వంటీ పర్సెంట్ పాస్ అవుతారు టెన్ పర్సెంట్ ఫెయిల్ అవుతారు టెన్ మెంబర్స్ ఈ టెన్ మెంబర్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అటెండ్ అవ్వాల్సిందే ఇందులో ఎటువంటి నామోషి లేదు ఎటువంటి మొహమాటం లేదు అంటే ఉన్న వాళ్ళలోనే బెస్ట్ మాత్రమే పాస్ అవుతారు మీరు సరిగ్గా స్టేజ్ మీద పెర్ఫామ్ చేయలేకపోయినా భయపడినా ఏడ్చినా చెమటలు పట్టినా కంగారు పడినా మీరు స్పీకర్గా పనికిరారు స్టేజ్ మీద అందుకే వచ్చిన వాళ్ళందరినీ పాస్ చేయకుండా టూ థర్డ్ని పాస్ చేసి వన్ థర్డ్ని ఫెయిల్ చేస్తారు ఎవరైతే ఈ two third speech craft attend అవుతారో పాస్ అయిపోతారో వీళ్ళు ఆ నెక్స్ట్ ఇయర్ అంటే చూడండి మనకు ఫస్ట్ ఈపీఎస్ క్యాప్ ఆ నెక్స్ట్ ఇయర్ స్పీచ్ క్రాఫ్ట్ మూడో ఇయర్ జెడ్టీడబ్ల్యూఎస్ అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ మళ్ళీ స్టేట్లో కేవలం ముప్పై మంది మాత్రమే అవుతుంది మొత్తం ఒక జోన్ అంతా కలుపుకుంటే ఓన్లీ థర్టీ మెంబర్స్కి అవుతుంది మహా అయితే టూ బ్యాచెస్ అవుతాయి దీనికి కూడా ముప్పై మందికి ఎలిజిబిలిటీ ఇది కూడా four days training programme morning eight నుంచి నైట్ ట్వెల్వ్ వన్ వరకు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ట్వెల్వ్ ఓ క్లాక్కి ట్రైనర్ మళ్ళీ మనకు ఒక అసైన్మెంట్ ఇస్తారు మార్నింగ్ ఫైవ్కి సిక్స్కి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎయిట్ కల్లా అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి అంటే ఈ నాలుగు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు హార్డ్లీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ మాత్రమే పడుకోగలరు ఈ నాలుగు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అలానే ఉంటుంది ఈ డబ్ల్యూఎస్ అంటే జోన్ ట్రైనర్స్ వర్క్షాప్ ఇందులో కూడా ఇరవై మందిని పాస్ చేస్తారు పది మందిని మళ్ళీ ఫెయిల్ చేస్తారు ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పాను కదా శుక్రవారం పొద్దున్న జాయిన్ అయ్యి సాయంత్రం శనివారం ఆదివారానికి ట్రైనర్ అవ్వలేరు ఈ జడ్టీడబ్ల్యూఎస్లో కూడా మీరు ప్రజెంటేషన్స్ ఎలా ఇవ్వాలి మీ పీపీటీ ఎలా ఉండాలి గ్రూప్ ప్రజెంటేషన్స్ ఎలా ఉండాలి దీనికి ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్స్ ఉంటాయి ఒక ఫోర్టీన్ టూల్స్ ఉంటాయి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కొంతమంది ఉండే డాన్సల్స్ యాక్టివిటీస్ చేస్తారు అది ఒక జస్ట్ పార్ట్ యాక్టివిటీ అనేది ఒక జస్ట్ పార్ట్ ఎట్టీడబ్ల్యూస్లో అలాంటివి పదిహేను ఇరవై టూల్స్ దాకా ఉంటాయి ఎనర్జైజర్ ఏంటి యాక్టివిటీ ఏంటి గ్రూప్ యాక్టివిటీ ఏంటి మెథడ్ ఏంటి ఇన్పుట్ అవుట్పుట్స్ ఎలా తీసుకోవాలి జనాల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి మీరు ప్రజెంటేషన్ చేసేటప్పుడు మీ బాడీ గెస్చర్ ఎలా ఉండాలి మైక్ ఎలా పట్టుకోవాలి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ ఫోర్ డేస్ వర్క్షాప్లో నేర్పించడం జరుగుతుంది అండ్ ప్రతిదీ చెప్పిన ప్రతిదీ మీ చేత ప్రాక్టికల్గా స్టేజ్ మీద చేయించి అవాల్యుయేట్ చేస్తారు ఎవరు బాగా చేస్తున్నారు ఎవరు బాగా చేయట్లేదు ఇలా ఎవరైతే ఉన్న థర్టీలో ట్వంటీ పాస్ అవుతారు టెన్ ఫెయిల్ అయిపోతారు ఈ ట్వంటీ పాస్ అయిన వాళ్ళు కూడా వన్ ఇయర్లోని పదిహేను డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అసైన్మెంట్స్ చేసి సబ్మిట్ చేయాలి నేషనల్ హెడ్ క్వార్టర్స్కి స్పీచ్ క్రాఫ్ట్లో అసైన్మెంట్ ఉండదు కానీ జడ్టీడబ్ల్యూఎస్కి వచ్చేసరికి మళ్ళీ అసైన్మెంట్స్ ఉంటాయి అంటే గోల్ సెట్టింగ్ మీద స్కిల్ ప్రోగ్రామ్స్ మీద బిజినెస్ మీద ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద కొన్ని అసైన్మెంట్స్ ఎన్హెచ్క్యూ డిజైన్ చేస్తుంది ఆ పదిహేను అసైన్మెంట్ని విడివిడిగా మీరు పదిహేను ఆర్గనైజేషన్స్లో పార్టిసిపేట్ చేసి వాటి ప్రాజెక్ట్ రిపోర్టు ఫార్మల్ వీడియోస్ అన్నీ తీసి పంపిస్తే కనుక ఎన్హెచ్క్యూ వ్యాలిడ్ చేస్తుంది ఓకే ఈ పర్సన్ ఎఫ్టీడబ్ల్యూఎస్ ట్రైనింగ్ పాస్ అయ్యి ఈ పదిహేను అసైన్మెంట్లు కంప్లీట్ చేశారు so he is eligible for next level ఈ అసైన్మెంట్లు సబ్మిట్ చేయలేకపోయినా ఈ ముందు ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఫెయిల్ అయినా మీరు నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి పనికి రారు సో జెడ్టీడబ్ల్యూఎస్ పాస్ అయిపోయి అసైన్మెంట్లు ఎవరైతే చేస్తారో వాళ్ళు జోన్ ట్రైనర్ కింద సర్టిఫై అవుతారు అంటే జోన్లో జరిగే డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది మీరు హైదరాబాద్లో ఉన్నారు వైజాగ్లో జేసీఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయొచ్చు మీరు వైజాగ్లో ఉన్నారు రాజమండ్రిలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయొచ్చు ఒంగోలులో ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయొచ్చు మీకు ఒక స్కిల్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయలేరు జేసీఏలో కొందరు మాత్రమే మంచి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తారు అలాంటి నేషనల్ ట్రైనర్స్ చాలామంది ఉంటారు ఒకవేళ మీరు జెడ్టీడబ్ల్యూఎస్ కూడా పాస్ అయిపోతే మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్గా కాదు సేమ్ ఇయర్లో కాదు ఎందుకంటే సేమ్ ఇయర్లో మీరు పాస్ అవ్వాలి అసైన్మెంట్లు సబ్మిట్ చేయాలి అసైన్మెంట్లు నెక్స్ట్ ఇయర్ టేక్ అవుట్ చేస్తారు సో అవి కూడా ఫినిష్ అయిపోయి మీరు ఓకే చేసిన తర్వాత ఎన్ ట్రిబుల్ టీఎస్ అని ఇంకొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది national train the trainer seminar ఇది నార్త్ ఇండియాలో ముప్పై మందికి ఒకసారి సౌత్ ఇండియాలో ముప్పై మందికి ఒకసారి అంటే కేవలం ఎవ్రీ ఇయర్ ఎంటైర్ కంట్రీ నుంచి అరవై మందికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఇది కూడా మళ్ళీ four days five days training programme morning six నుంచి నైట్ టూ త్రీ వరకు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది hardly one hour four five డేస్లో హార్డ్లీ వన్ అవరే మీకు రెస్ట్ ఉంటుంది ఈ ట్రైనర్ ఇందులో డిఫరెంట్ అసైన్మెంట్స్ ఉంటాయి ముందే చేయాల్సిన ఉంటాయి ఆన్ స్టేజ్ పెర్ఫామ్ చేయాల్సిన ఉంటాయి రేటింగ్స్ ఉంటాయి రివ్యూస్ ఉంటాయి ముగ్గురు ట్రైనర్స్ మనల్ని twenty four by seven monitor చేస్తూనే ఉంటారు మీ ఎంట్రబిలిటీస్లో కూడా మీరు అనుకున్న టాస్క్స్ అన్నీ ట్రైనర్ గారు చెప్పినట్టు పాస్ అయిపోతే మీరు పాస్ అయ్యారు తర్వాత మీకు ఒక ముప్పై నలభై అసైన్మెంట్లు ఉంటాయి ఇవన్నీ కూడా ఫినిష్ చేసేసి ఎన్హెచ్యూకి సబ్మిట్ చేస్తే అప్పుడు జేసీ ఇండియా మీకు ఒక సర్టిఫికేట్ పంపిస్తుంది యూఆర్ ఎ నేషనల్ ట్రైనర్ మీరు నేషనల్ ట్రైనర్ అంటే ఇప్పుడు మీరు చేసే ఇండియాలో ఎక్కడైనా సరే ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయొచ్చు హైదరాబాద్ నుంచి బెంగళూరులో చేయొచ్చు బెంగళూరులో ఉండి కాశ్మీర్లో చేయొచ్చు ఢిల్లీలో ఉండి తమిళనాడులో కూడా చేయొచ్చు ఎక్కడైనా మీరు నేషనల్ లెవెల్ చేసే ట్రైనింగ్స్ అన్నీ చేసుకోవచ్చు బయట ట్రైనింగ్స్ మీ ఇష్టం ఈ విధంగా EPS CAP speech craft WS national train the trainer ఐదు సర్టిఫికేషన్స్ పూర్తి చేసిన తర్వాత ఇంకొన్ని ఉంటాయి ఆధార్ అని ఎక్సలెన్స్ అని మీ ఇంట్రెస్ట్ని బట్టి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా డిజైన్ చేయాలి ఇటువంటి వాటి మీద కూడా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా చక్కగా జరుగుతాయి మీరు ట్రైనర్ అవ్వాలి అనుకుంటే మీరు ట్రైనర్ అవ్వాలి అనుకుంటే ఇదే ప్రొసీజర్ అండ్ మీకు ఈ సబ్జెక్ట్ బయట ఎక్కడా దొరకదు ఎవరు నేర్పించరు ఇలా చూడండి చాలా కార్పొరేట్ కంపెనీలకి ట్రైనర్లు వస్తారు one day two days team building ఎలా చేయాలి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఏంటి సేల్స్ ఎలా చేయాలి చాలామంది ట్రైనర్స్ వస్తారు కోర్స్ కొంతమంది మంచి ట్రైనర్స్ వస్తారు వాళ్ళందరికన్నా కూడా ఈ జేసీఏలో ఎంట్రీబిలిటీఎస్ పాస్ అయిన ట్రైనర్స్ చాలా చక్కగా ట్రైన్ చేయగలరు అండ్ ఇవాళ మార్కెట్లో ఎక్కువ ట్రైనర్స్ వీళ్ళుగా వీళ్ళే ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎంత చక్కగా నేర్చుకున్నారు కాబట్టి మార్కెట్లో చాలా ఈజీగా ప్రొజెక్ట్ చేయగలుగుతున్నారు ఈ విధంగా మీరు ఒకవైపు లీడర్షిప్ ల్యాడర్ వెళ్దాం అనుకుంటే president zone president national president international president ఈ ల్యాడర్స్లో వెళ్ళచ్చు లేదు EPS CAP speech craft ZTWS ఎన్ట్రిబిలిటీఎస్ ఆదర్ ఎక్సలెన్స్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా వెళ్ళొచ్చు సార్ నేను లీడర్గా ఉందాం అనుకుంటున్నాను నేను ట్రైనర్ అవుదాం అనుకోవట్లేదు మరి నేను వేరే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమైనా అటెండ్ అవ్వచ్చా ఎస్ అటువంటి వాళ్ళ కోసం ఎవ్రీ ఇయర్ నల JC India two programmes design చేస్తుంది ఒకటి ఏబుల్ రెండు నలంద ఈ రెండు కూడా business training programmes JCA members అందరూ కూడా మీరు ట్రైనర్ కాకపోయినా సరే మీరు బిజినెస్లో లీడర్షిప్లో ఇంకొక స్థాయికి ఎదుగుదాము అనుకుంటే ఈ రెండు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అబ్సల్యూట్గా అటెండ్ అవ్వచ్చు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రివిలేజ్ మీకు బయట ఎక్కడా దొరకదు ఈ సబ్జెక్ట్ కూడా మీకు ఎక్కడా దొరకదు అంత ఎక్సలెంట్ ట్రైనింగ్స్ ఈ లే ట్రైనింగ్ ల్యాడర్లో జరుగుతాయి అయితే ఇందులో మెయిన్ ఎజెండా ఏ మెంబర్ అయినా సరే సార్ నాకు లీడర్షిప్ ఇంట్రెస్ట్ లేదు నాకు ట్రైనింగ్ ఇంట్రెస్ట్ లేదు జస్ట్ నాకు నేను లైఫ్ స్కిల్స్ మాత్రం తెలుసుకోవాలి ఈ లీడర్షిప్ స్కిల్స్ మాత్రమే తెలుసుకోవాలి ఎందుకంటే నేను ప్రతిసారి జాన్ ప్రెసిడెంట్ నేషనల్ ప్రెసిడెంట్ అవ్వాలన్న ఆలోచన లేదు అలాగే నేను ట్రైనర్ అవుదామన్న ఆలోచన కూడా లేదు but still I want to learn few things అది నాకు జేసీఏ ఎలా నేర్పిస్తుంది అనుకుంటే చాలా సింపుల్గా ఇందులో సిక్స్ వెర్టికల్స్ ఉంటాయి ఏ జవన ఆర్గనైజేషన్ అవనివ్వండి నేషనల్ బాడీ అవనివ్వండి ఇంటర్నేషనల్ బాడీ అవనివ్వండి సిక్స్ వెర్టికల్స్ ఉంటాయి management programmes growth and development trainings business public relations and marketing ఈ ఆరు వెర్టికల్స్ ఉంటాయి ఈ ఒక లాంగ్కి ఈ ఆరు వెర్టికల్స్కి ఆరుగురు వైస్ ప్రెసిడెంట్స్ వారి కింద ఆరుగురు డైరెక్టర్స్ ఉంటారు విడివిడిగా అంటే మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు ఒక ఇయర్లో ఒక ప్రోగ్రామ్ ఒక ఈవెంట్ ఎలా చేసుకోవాలి స్టేజ్ మీద ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఎవరు చీఫ్ గెస్ట్ ఎవరు కీనోట్ స్పీకర్ ఎవరు స్పెషల్ ఇన్వైటీ ఎవరు ప్రెసిడెంట్ ఎక్కడ కూర్చోవాలి సెక్రటరీ ఎక్కడ కూర్చోవాలి ఆడియన్స్ ఎలా కూర్చోవాలి ఆ సీటింగ్ థియేటర్ ఏంటి మీటింగ్ ఎజెండా ఎవరి తర్వాత ఎవరు మాట్లాడాలి లైటింగ్ ద ల్యాంప్ ఎప్పుడు చేయాలి end of the meeting vote of thanks ఎవరు చెప్పాలి సర్మనీస్ ఏంటి ప్లెజెంట్రీస్ ఏంటి ఎవరికైనా మనం ఫెలిస్టేషన్ చేస్తాం అది ఎలా చేయాలి ఏ గిఫ్ట్స్ ఏ డిజైన్స్ ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు మీరు మెంబర్గా ఉండి మేనేజ్మెంట్ రోల్లో ఉన్నారు అనుకోండి different different programmes national president వచ్చేటప్పుడు జోన్ ప్రెసిడెంట్ వచ్చేటప్పుడు ఇంటర్లాంగ్ మీటింగ్స్ అయ్యేటప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు దాన్ని మేనేజ్ చేయడం ఎలా అన్న విషయం మేనేజ్మెంట్ వెటుకల్లో నేర్చుకోవచ్చు తర్వాత ప్రోగ్రామ్స్ అంటే ఈరోజు చూడండి మనకి సోషల్గా చాలా చారిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఏదో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితేనే ఉంది ఐ డొనేషన్ క్యాంప్ అయినా ఉంది లేదా ఫుడ్ ద నీడ్ ఏదో జనానికి సర్వీస్ చేసాం స్కూల్లోనే ఏదో డిఫరెంట్ ప్రోగ్రామ్ చేసాం ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఒక వైస్ ప్రెసిడెంట్ ఒక డైరెక్టర్ ఉంటారు ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనం వాళ్ళతో ఏం మాట్లాడాలి ఏ టైంకి మనం రెడీ చేసుకోవాలి దానికి ఉండాల్సిన బ్యానర్స్ ఏంటి ఫ్లెక్సెస్ ఏంటి ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఐటమ్స్ ఏంటి ఇవి ఎక్కడి నుంచి ఫండ్స్ రైజ్ చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా ప్రోగ్రామ్ వెటుకల్లో ఉండే వాళ్ళు తెలుసుకుంటారు మూడోది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే మీ లోకల్ ఆర్గనైజేషన్లో ఇయర్ థర్టీ మెంబర్స్ ఉన్నారు ఇంకొక టెన్ మెంబర్స్నో ట్వంటీ మెంబర్స్నో యాడ్ చేద్దాం అనుకుంటున్నారు లేదా మీరే కొత్తగా ఇంకో గ్రూప్ తయారు చేద్దాం అనుకుంటున్నారు అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీ ఆర్గనైజేషన్లో మెంబర్స్ని కొత్త వాళ్ళని ఎలా తీసుకురావాలి వాళ్ళకి ఏం చెప్తే ట్యూన్ అవుతారు ఏం చెప్తే ఆర్గనైజేషన్ మీద ఇష్టం పెంచుకుంటారు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి ఇదంతా కూడా growth and development vice president ఆ డైరెక్టర్ చూసుకుంటారు తర్వాత మెయిన్ వెర్టికల్ ట్రైనింగ్స్ ఇందాక చెప్పాను చూసారా ఈ స్పీచ్ క్రాఫ్ట్ అవనివ్వండి ఈపీఎస్ e అవనివ్వండి ఎంట్రీబుల్ టెస్ట్ జడ్టీడబ్ల్యూస్ ఇది లాంగ్ ఒక బిజినెస్ ట్రైనింగ్ స్టార్టప్ మీద క్రాఫ్ట్ మీద ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ మీద స్కూల్ మీద మ్యాథమెటిక్స్ మీద పేరెంటింగ్ మీద దేని మీదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు వాళ్ళు ఏదంతా కూడా ఏ మంత్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేద్దాం ఎవరిని పిలుద్దాం దాని నుంచి ఏం సర్టిఫికెట్లు ఇవ్వాలి మెమోస్ ఏమి ఇవ్వాలి ఈ ప్రోగ్రామ్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి అన్న వెర్టికల్ అంతా కూడా ట్రైనింగ్ వాళ్ళు చూసుకుంటారు training vice president training director తర్వాత ఇంకొకటి బిజినెస్ జేసీఏ మెంబర్స్కి బిజినెస్ ఎలా పెంచాలి వాళ్ళు ఎక్కడ సేల్స్ పెంచుకోవాలి వాళ్ళు ఎక్కడ మార్కెటింగ్ పెంచుకోవాలి ఇంటర్లో ఆర్గనైజేషన్తో ఎలా కలిపి కొలాబరేట్ చేసుకోవాలి ఎక్స్పాన్షన్ ఎలా చేసుకోవాలి అక్రాస్ పాన్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ వైస్కి మన బిజినెస్ ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా బిజినెస్ వెర్టికల్లో ఉండే వైస్ ప్రెసిడెంట్ డైరెక్టర్ చూసుకుంటారు అంటే బిజినెస్ ప్రోగ్రామ్స్ అన్నీ బిజినెస్ ట్రైనింగ్స్ కానీ అవన్నీ వాళ్ళు చేసుకుంటారు ఫైనల్లీ పిఆర్ అండ్ మార్కెటింగ్ అంటే మీరు పబ్లిక్ రిలేషన్ ఈవెంట్స్ ఏం చేస్తున్నారు సెలబ్రిటీ ఈవెంట్సా కన్సర్ట్సా బిజినెస్ ఎక్స్పోసా ట్రైనింగ్సా ప్రోగ్రామ్సా మీరు చేసే ప్రతి ప్రోగ్రామ్ని హైలైట్ చేసుకోవడం ఎలా దాన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం ఎలా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడం ఎలా టీవీలో ఇంటర్వ్యూస్ కనిపించేలా చేయడం ఎలా డిఫరెంట్ కొత్త థీమ్స్ తోటి ఆర్గనైజేషన్లో క్రియేటివ్నెస్ పెంచి ఈ కాన్సెప్ట్ని బయటికి పంపించడం వల్ల ఇటువంటివన్నీ కూడా పిఆర్ అండ్ మార్కెటింగ్ టీం చూసుకుంటుంది అంటే చూడండి ఒక చిన్న లోకల్ ఆర్గనైజేషన్ ఒక ముప్పై మంది దానికి ఒక ప్రెసిడెంట్ ఒక సెక్రటరీ ఒక ట్రెజరర్ ఒక మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఒక బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ ఒక training vice president programs vice president growth and development vice president PR and marketing vice president మళ్ళీ వాళ్ళ కింద ఆరుగురు డైరెక్టర్లు దీన్ని ఒక ఎల్జీబీ అంటారు మిగిలిన మెంబర్స్ రెగ్యులర్గా ఈవెంట్స్ అయినప్పుడు పార్టిసిపేట్ చేస్తుంటారు ఒక చిన్న ఆర్గనైజేషన్కి సారీ చిన్న లోకల్ ఆర్గనైజేషన్కి వెర్టికల్స్ ఉంటాయి స్టేట్కి ఉంటాయి నేషనల్ వైజ్గా ఇండియాకి ఉంటాయి ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ కూడా ఈ వెర్టికల్ ఉంటుంది అంటే ఈ ఆరు వెటికల్స్ మీరు ఏది నేర్చుకున్నా మీరు మీ బిజినెస్లో ఈ వెర్టికల్స్ని అప్లై చేసుకున్నా సరే డిఫరెంట్ పీపుల్ తోటి ఎలా వర్కౌట్ చేసుకోవాలి కొలాబరేషన్స్ ఏంటి ఈ పాయింట్స్ అన్నీ తెలుస్తాయి చాలామంది స్టూడెంట్స్ ఉండి వాళ్ళ కాలేజీలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఫెస్ట్ చేస్తూ ఉంటారు technical fest paper presentations picture presentations robotics treasure hunt games conduct చేస్తుంటారు చేసేటప్పుడు వేరు వేరు కాలేజెస్ నుంచి ఆర్గనైజేషన్స్ మెంబర్లు పిలుస్తారు రిజిస్ట్రేషన్స్ ప్లాన్ చేసుకుంటారు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు చాలామంది స్పాన్సర్షిప్స్ అడుగుతూ ఉంటారు బయట కంపెనీలని బ్రాండ్స్ని మీరు ఈ స్టూడెంట్ ఏజ్లోనే జేసీఏలో కనుక ఉంటే మీ పాకెట్లోంచి రూపాయి పెట్టకుండా ఫండ్స్ ఎలా రైస్ చేసుకోవాలి ప్రోగ్రామ్స్ ఎలా చేసుకోవాలి ఈవెంట్స్ ఎలా రైస్ చేసుకోవాలి లీడర్షిప్ నలుగురిని కన్విన్స్ చేసి మీరు అనుకున్న ప్రాజెక్ట్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు డిఫరెంట్ వెర్టికల్స్ ఏంటి ఇవన్నీ కూడా జేజీఎల్ అండ్ ఆర్గనైజేషన్లో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ మీకు మార్కెట్లో మంచి పిఆర్ ఉంటుంది ఎందుకంటే మీరు ఒక లోకల్ ఆర్గనైజేషన్లో ఉన్నారంటే సిటీలో చాలామందితో మీరు మాట్లాడాల్సి ఉంటారు ఈ ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ చేసేటప్పుడు అడుగుతారుగా మీరు ఎవరని బాబు నువ్వేం చేస్తున్నావు సార్ నేను ఫలానా ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్ని అమ్మాయి నువ్వేం చేస్తున్నావు సార్ నేను ఫలానా ఎంబీఏ కాలేజ్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని ఓకే మనం చేసేది ఇది మనం చేసేది ఇంతమందితో మీకు సర్కిల్ పెరుగుతుంది మీ కాలేజ్లో ఉన్న పది మంది ఫ్రెండ్స్తో తిరిగితే ఏం తెలుస్తుందండి మీ ఫ్యామిలీలో ఉన్న నలుగురు అన్నదమ్ములతో తిరిగితే ఏం విషయాలు తెలుస్తాయి మీకు బయటకు వచ్చి అడుగు పెడితే ప్రపంచం ఏంటో తెలుస్తుంది మీ పిఆర్ పెరుగుతుంది మీ చేతిలోంచి రూపాయి ఖర్చు పెట్టకుండా ఏ ఈవెంట్ కింద ఫండ్స్ ఎలా రైస్ చేసుకోవాలి స్పాన్సర్షిప్స్ని ఎలా తెలుసుకోవాలి నలుగురితో ఎలా మాట్లాడాలి ఎలా నెట్వర్క్ పెంచుకోవాలి జాబ్స్ వాటి మీద ఎలా సంపాదించుకోవచ్చు బిజినెస్ ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏసీఏ లాంటి ఆర్గనైజేషన్లో నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది ఇది ఒక్కటే కాకుండా ఎవ్రీ జోన్ కాన్ఫరెన్స్ అని నేషనల్ కాన్ఫరెన్స్ అని వరల్డ్ కాంగ్రెస్ అని పెద్ద పెద్ద మీటింగ్స్ అవుతూ ఉంటాయి వీటన్నిటికి కూడా మీరు అటెండ్ అయ్యి మీ బిజినెస్ని వరల్డ్ వైడ్గా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు చూసారా ఒకే ఒక్క ఆర్గనైజేషన్ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇవన్నీ మీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే నా లైఫ్లో చాలా చేంజెస్ జేసీఐ నుంచి నేర్చుకున్నవి మా సీనియర్ ట్రైనర్ పెద్దవాళ్ళందరూ చెప్పిన విషయాల నుంచి ఈరోజు మేము చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కానీ యూట్యూబ్ ఇంటర్వ్యూస్ కానీ బుక్స్ రాయడం అయినా కోరాలో ఆర్టికల్స్ రాయడం అయినా పబ్లిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టిన విలేజ్లో రూరల్ ఇండియాలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టినా ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా రోజుకి పది గంటలు పన్నెండు గంటలు నిలబడి ఎలా ట్రైనింగ్ చేసుకోవాలి ఈ ట్రైనింగ్ చేసేటప్పుడు ఆ పీపుల్ని ఎలా మోటివేట్ చేయాలి ఎలా ఇన్స్పైర్ చేయాలి ఇవన్నీ కూడా మనకి కేవలం జేసీఏ ఆర్గనైజేషన్ నుంచి నేర్చుకోవడం వల్ల వచ్చినవి మాత్రమే అందుకే మీలో చాలామంది నాకు అపాయింట్మెంట్కి కొంతమంది పొలిటీషియన్స్ కూడా వస్తుంటారు కొంతమంది ఆర్గనైజేషన్ ఎండీలు వస్తుంటారు బిజినెస్ పీపుల్ వస్తుంటారు స్టూడెంట్స్ వస్తుంటారు వీళ్ళందరికీ నేను కామన్గా సజెస్ట్ చేసేది మీ లోకల్ సిటీలో ఐ మీన్ మీ సిటీలో లోకల్ ఆర్గనైజేషన్ చేసేది ఉందా ఉంటే మీరు ఏ లొకేషన్ నుంచి చదువుకోండి అక్కడ లోకల్ ప్రెసిడెంట్ నెంబర్ ఇది ఒకసారి ఆయనతో మాట్లాడి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఇందులో ఏది ఫోర్స్ లేదండి మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారు లేదు నా ఫ్రెండ్స్తో నేను చక్కగా చిల్ అవుతా మనకి లీడర్షిప్ ఏమక్కర్లేదు ట్రైనింగ్ ఏమక్కర్లేదు అనుకుంటే దట్స్ కంప్లీట్లీ యువర్ విషయం ఇక్కడ ఏది బలవంతం లేదు కానీ జీవితంలో కొత్త విషయాలు నేర్చుకున్నావు అనుకుంటే మీ నెట్వర్క్ దాటి బయటికి రావాలి కొత్త నెట్వర్క్ని ఫామ్ చేసుకోవాలి ఒక సామెత ఉంటుంది మీరు ఎప్పుడూ చూడండి ఫేస్ చేయాలి అనుకుంటే ఎప్పుడు చెయ్యని పని ఒకటి చెయ్యాలి ఇరవై నాలుగు గంటలు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో తిరిగే పాటు బయటకు వచ్చారంట మీకు నిజంగా సోషల్ యాక్టివిటీస్ చారిటీ ప్రోగ్రామ్స్ ఇష్టం అనుకోండి జేసీఏలో అలాంటి ప్రోగ్రామ్స్కి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంది మీరు పొలిటీషియన్స్లోనో ఒక లేదంటే ఆంటర్ప్రినర్షిప్లోనో స్టార్టప్లోనే ఎదుగుదాం అనుకుంటే జేసీఎల్ హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంది లేదు మీరు ఒక హోమ్ మేకర్గా ఇంటి దగ్గర నుంచే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు జేసీఎల్ స్కోప్ ఉంది మీరు ఏ పర్సన్ అయినా సరే దీంట్లో ఎదగొచ్చు ఇది అందరికీ ఉపయోగపడే ఆర్గనైజేషన్ అయితే దీని గురించి ఇంత ఎలాబరేటివ్గా చెప్పడానికి కారణం ఏంటంటే కేవలం ఐదు నిమిషాలను పది నిమిషాలను షార్ట్గా చెప్పలేం ఆర్గనైజేషన్ ఏంటి వాటి బెనిఫిట్స్ ఏంటి అవి జనాలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయాలన్నీ కూడా మనం చెప్పాలి కాబట్టి ఇంత టైం తీసుకుంది మీరు నమ్ముతారో నమ్మరు ట్వంటీ ట్వంటీ టూలో వరల్డ్ వైడ్గా ప్రతి కంట్రీకి ప్రెసిడెంట్ ఉంటారు కదా ఇందాక మనం చెప్పాం కదా వరల్డ్ యునెస్కో ఐడెంటిఫై చేసిన కంట్రీస్ వన్ నైంటీ టూ ఉంటే ట్వంటీ ట్వంటీ టూలో almost fifty five sixty country presidents వాళ్ళ యంగేజ్లో జేసీఏ మెంబర్స్ నెల్సన్ మండేలా కానీ జార్జ్ బుష్ కానీ బిన్ క్లింటన్ కానీ రీసెంట్గా ఒక జపాన్ ప్రైమ్ మినిస్టర్ చనిపోయారు ఆయన కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ యంగేజ్లో జేసీఏ మెంబర్స్ ఎవరైతే జేసీఏలో బాగా రాట్కి వెళ్తారో వాళ్ళు పాలిటీషియన్ పాలిటిక్స్లో తిరుగులేదు ఇంకా వాళ్ళకి బిజినెస్లో తిరగలేదు లీడర్షిప్లో తిరగలేదు లైఫ్లో ఇంట్లో ఉండే చిన్న సమస్యలను కూడా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు మీకు జనరల్గా ఇటువంటి బయట ఎవరు నేర్పించరు కదా ఒక ఒక ఆఫీస్ ఓపెన్ చేసి అరే బాబు మీకు లైఫ్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తామండి మీ ఇంట్లో సమస్యలు ఇక్కడ చెప్పండి మీరు చెప్పి అని ఎవరు నేర్పించరు కానీ ఇటువంటి ఆర్గనైజేషన్లో కనుక మీరు రన్ అయ్యారు అంటే ఆటోమేటిక్గా స్కిల్స్ అన్నీ మీకు వస్తాయి వాటిని మీ లైఫ్లో అప్లై చేసుకొని యూజ్ చేయడం మీ చేతుల్లో ఉంటుంది ఈ విధంగా ఎవరైనా జేసీఐలో ఒక మంచి ట్రైనర్గా మంచి లీడర్గా మంచి పర్సన్గా మంచి పొలిటీషియన్గా ఆధర్గా ఏ రకంగా అయినా సరే మీరు నెక్స్ట్ స్థాయికి వెళ్ళాలి అనుకుంటే జేసీ ఆర్గనైజేషన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది మరిన్ని డీటెయిల్స్ కావాలంటే జేసీ వెబ్సైట్ ఓపెన్ చేయండి జయసేవంద్ రెడ్డి డిఫరెంట్ ఆర్టికల్స్ ప్రోగ్రామ్స్ చదవండి గూగుల్లో కొట్టి చూడండి అసలు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అంటే ఇటువంటి పెద్ద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుందో చూడండి దెన్ మీ లోకల్ ఆర్గనైజేషన్ మీ సిటీలో ఉంటే ఆ ప్రెసిడెంట్తో ఒకసారి మాట్లాడండి ఒక మీటింగ్ అటెండ్ అయ్యి చూడండి అసలు ఏం చేస్తారు దెన్ మీరు డిసైడ్ అవ్వండి ఇది బాగుందా లేదా నేను జాయిన్ అవచ్చా జాయిన్ అవుతుంది ఎందుకంటే ఒక ఇయర్లో మనం మన షూస్ మీద బట్టల మీద స్మార్ట్ ఫోన్ మీద బైక్ మీద కార్ మీద పెట్రోల్ మీద ఎన్నో డబ్బులు పెడతాం మహా అయితే జేసీ ఆర్గనైజేషన్ ఒక ఐదు వేలు ఖర్చు అవుతుంది బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఒక ఐదు వేలు ఖర్చు అవుతుంది అంతకన్నా ఉండదు ఈ ఐదు వేలు మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది ఎందుకంటే ఈ తీసుకున్న మెంబర్షిప్లన్నీ కూడా జేసీ చాలామంది పిల్లల్ని చదివించడానికి స్పాన్సర్షిప్స్ కింద యూజ్ చేస్తుంది వాళ్ళు ఏమి పర్సనల్గా యూజ్ చేయరు మళ్ళీ తిరిగి సొసైటీకి కంట్రిబ్యూట్ చేయడం కోసమే ఈ మెంబర్షిప్ డబ్బులన్నీ ఉపయోగిస్తారు ఇవాళ మనకి చూడండి వరల్డ్ వైడ్గా పోలియో అన్నది లేదు దానికి రోటరీ ఆర్గనైజేషన్ ఉపయోగపడింది ఇంకొక మెడికల్ హెల్త్ క్లబ్స్ ఇవన్నీ లయన్స్ క్లబ్ చేస్తుంటాయి బ్లడ్ బ్యాంక్స్ అలా ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క బెనిఫిట్ ఉంది అలాగే జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ మనిషి ఎదగాలి అనుకుంటే మనిషి బాగుపడాలి అనుకుంటే ముందు మనం డెవలప్ అయ్యి కదా పక్కన డెవలప్ చేయాలి సో ముందు మీరు డెవలప్ అవ్వండి అని చెప్పే ఒకే ఒక organization junior chamber international so మీరు మీ లైఫ్లో ఎదుగుదాం అనుకుంటే కమ్ టు చేసే be a JC member, be a leader, be a trainer, transform the world and change the world మీరు మారండి తర్వాత సొసైటీని మార్చండి అనేది జేసీ ఎజెండా మీ లోకల్ మీ సిటీలో లోకల్ ఆర్గనైజేషన్ ఎక్కడైనా ఉంటే కనుక్కోండి లేదు మీరు ఏ సిటీలో ఉన్నారు కింద కామెంట్ చేయండి ఆ J junior chamber international president మీ లోకల్ ఆర్గనైజేషన్ ఎవరు ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ నేను షేర్ చేస్తాను you participate you network and you become a successful person happy entrepreneurship thank you bye bye